నమస్తే welcome to Vishwam voice news వివాహితపై అత్యాచార యత్నం చేయగా అవమానంతో ఆత్మహత్య యత్నం జరిగిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగర్లో చోటు చేసుకుంది నెల రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడు వివాహిత మళ్ళీ వారం రోజుల క్రితం మళ్ళీ లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు గత నెల ఇరవై ఎనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పటివరకు న్యాయం జరగకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది అలా తలుపు తీసి లోపలికి వచ్చేయాలి ఇద్దరు కొట్టారు కూడా నన్ను కొట్టి బలవంత చేసి రోజుల క్రితం జరిగింది నెల అవుతుంటది ఇంట్లో ఎవరు చెప్పలేదు చెప్పలే చెప్తే భయపట్టించి పిల్లల్ని చంపేస్తా అని నా పెద్ద బాబు ఎక్కడన్నా కనబడితే నీ బాబుని పోతా నేను చంపేస్తా అని బెదిరించింది సార్ మరి ఇప్పుడు చెప్పాలి చెప్పాల్సి మళ్ళీ ఇంకోసారి ఇట్లా రోడ్ మీద నేను బయటికి వెళ్తే నన్ను కనబడితే నాకు భయపట్టించు అందుకే నేను చెప్పి చెప్పేసిన సార్ మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారా అవును చేశాను ఏమన్నారు తీసుకోలేరు అందుకే బాకరాపేట మూడు రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం జరిగింది రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని బాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఈరోజు పార్టీలకు అతీతంగా రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ మాకు రాయచోటి చాలా దూరంలో ఉంది మాకు అనుకూలంగా లేదని కావున మాకు దగ్గరగా ఉన్నది కావున దయ ఉంచి మమ్మల్ని కడపలో అయినా చేర్చండి లేకపోతే రాజంపేట జిల్లా కేంద్రంగా చేసి రాజంపేటలో కలపాలని కోరారు పోయిన లోపల ఏం జరుగుతుంది ఎవరు లేకనంటే వచ్చిన Thank you. వ్యక్తిగతంగా పరిచయం వ్యక్తిగతంగా పరిచయం కావాలి మీ వాళ్ళు అంతా వచ్చే కదా కేంద్రంగా అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన విషయాన్ని మనం వ్యతిరేకిస్తూ కరోనా టెస్టుల పేరుతో అధిక వసూళ్లకు ప్రైవేటు ల్యాబ్ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు పాల్పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు వాటిపై చర్యలు తీసుకోవాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు కరోనా టెస్టుల పేరుతో వేల రూపాయలతో కరోనా డాక్టర్లు ఆసుపత్రులపై చర్య తీసుకోవాలి కరోనా డబ్బులు తీసుకోవాలి అధికారుల నిర్లక్ష్యం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ జిల్లాలో కరోనా టెస్టుల పేరుతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అటువంటి ల్యాబులపైన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన సంఘాలని కలుపుకొని కడప ఏడు రోడ్డు సెంటర్ దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే దాదాపు ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండు మూడు పర్యాయాలుగా డిఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏ ఏ ల్యాబ్లు ఎంత తీసుకుంటున్నారు దాదాపు భారతీ ల్యాబ్లో వెయ్యి రూపాయల దాకా టెస్టులు తీసుకుంటున్నారు నారాయణ డయాగ్నోస్టిక్స్లో తీసుకుంటున్నారు డిఎంహెచ్కు సంబంధించి డయాగ్నోస్టిక్ సెంటర్లో తీసుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నాం రసీదు కావాలంటే దాదాపు అదనంగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి మేము ఆధారంతో సహా చాలా వరకు చెప్పాం వాటన్నింటిపైన చర్యలు తీసుకోవాలి తనిఖీలు నిర్మించాలని చెప్తే ఇంతవరకు వారం రోజుల నుంచి ఏ ఒక్క అధికారమున ల్యాబుల పైన కానీ హాస్పిటల్ పైన కానీ ఏ ఒక్క తనిఖీ నిర్వహించినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వీటి ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా రాబోరులో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాలని చెప్పేసి డివైపై అడుగుతోంది ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు మూడు వందల యాభై రూపాయలని చెప్పేసి నిర్ధారణ ధర చెప్తా ఉన్నా ఏమాత్రం లెక్క చేయకోకుండా ఈరోజు వెయ్యి నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తా ఉంటే డిఎంహెచ్ఓ వైద్య శాఖ అధికారులు ఈరోజు నిద్రపోతా ఉన్నారా అని చెప్పేసి మేము ఉన్నాం కాబట్టి ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఏం జరుగుతా ఉంది మీరు కనీసం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ తనిఖీలు నిర్వహించాలి గుర్తింపు లేని సంబంధించిన ల్యాబులపైన చర్యలు తీసుకోవాలి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కానీ అదే సంబంధించిన ల్యాబులపైన చర్యలు తీసుకోవచ్చు డివైఎఫ్ఐ ఆచరణతో మరింత ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని మోడీ నిరంకుశ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సిపిఐ రైతు సంఘాల పిలుపు మేరకు విద్రోహ దినంగా పాటిస్తూ వెల్దుర్తి మండలం పాత బస్టాండ్లో ధర్నా కార్యక్రమం జరిగింది సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రైతు సంఘం కార్యదర్శి మాధవకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శేషు సిపిఐ మండల కార్యనాయకులు డి రాజు వెంకటేశ్వర్లు ఎల్లప్ప లక్ష్మీదేవి రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులు ఎవరైతే మరి రైతులు నష్టపోయినారో రైతులు పరిశీలన చేసి మరి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకు ఎండాకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పశువులకు మేత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే పండించినటువంటి పంట చిట్టుబాటు ధర కల్పించి పార్లమెంట్ లో ప్రవేశమైనటువంటి పిల్లలు రద్దు చేస్తూనే మరి ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రి గారు ఒక ప్రకటన జారీ చేశారు పార్లమెంట్ లో మేము బిల్లు ప్రవేశపెట్టలేదు రద్దు చేయము అని చెప్తున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు సిగ్గుదాలే అడుగుతున్నాం ఈరోజు పార్లమెంట్ లో మూడు నెలల చట్టాలు తీసుకొచ్చావా మరి కేవలం ఎలక్షన్ల కోసమే మీరు ఆగ్రహంగా ఉన్నారు అంటే తక్షణమే పారాట పిల్లలు అంత చేసేంత వరకు కష్టపడిన రైతులు కల్పించాలని సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో గన్ ఫైర్ కలకలం సృష్టించింది గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి నలభై మూడు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు వివరాల్లోకి వెళితే చేరియాలకు చెందిన నర్సయ్య అనే రియాల్టర్ సిద్దిపేటలోని ఫ్లాట్ల విక్రయానికి డ్రైవర్ పరశురాములతో కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చారు ఫ్లాట్ విక్రయ డబ్బులు నలభై మూడు లక్షల రూపాయలు కొనుగోలుదారు నుంచి నర్సయ్య తీసుకుని డ్రైవర్కు ఇచ్చి కారులో పెట్టాడు సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్ళాడు ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగలకొట్టి డ్రైవర్ తొడపై గన్తో కాల్చారు మరో వ్యక్తి మరోవైపు నుంచి కారు డోర్లు తెరిచి నలభై మూడు లక్షల రూపాయల నగదు ఎత్తుకుని ఇద్దరు బైక్పై పారిపోయారు ఆగంతకుడు కాల్చిన గన్ కారులోనే వదిలి పారిపోయారు అది రిజిస్ట్రేషన్కి వచ్చిన ఇక్కడ శ్రీధర్ అనే డాక్యుమెంట్ రైటర్ దగ్గర వాళ్ళు డాక్యుమెంట్ రాయించుకున్నారు నా దగ్గర కొన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చింది నాకు నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలు క్యాష్ ఇచ్చారు నగదు అందులో ఐదు వందల నోట్లు ముప్పై లక్షల చిల్లర అది ఉండే రెండు వేల నోట్లు ఒక బెండ ఉండే తర్వాత మిగతా కొన్ని కొత్త రెండు వందల నోట్లు రెండు వేల నోట్లు బెండ ఒకటి వంద రూపాయల నోట్లన్నీ ఒక బ్యాగులో పెట్టేసి నలభై మూడు లక్షల యాభై బ్యాగులో పెట్టేసి ప్యాక్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డ్రైవర్కి నేను బ్యాగ్ ఇచ్చేసి మా డ్రైవర్ను కారులో పెట్టుకొని కూర్చో జాగ్రత్త అని చెప్పే పోయినాను మేము లోపలికి పోయి రిజిస్ట్రేషన్ చేసి సంతకం పెట్టి బయటకు వెళ్తున్నాం అప్పటికి ఇక్కడ కారు దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అతను వ్యక్తి ఊరికి వచ్చేసి మా డ్రైవర్ కూర్చున్నటువంటి కారు లాకేసుకుంటే దాని బ్రేక్ కారు అద్దం బ్రేక్ చేసిండు కొట్టిండు చేతితోటి చేతితో కొట్టేసి ఆ కొట్టడం వల్ల ఈ అబ్బాయి ఏంటంటే నన్ను దాని దొంగతనానికి వచ్చారని చెప్పేసి కారు స్టార్ట్ చేసి మూవ్ చేసిండు జస్ట్ ఒక పది అడుగులు ముందుకు జరిగింది కారు ఆ లోపు ఏం చేసిండు అతను చేతిలో గన్ ఉందట అతని దగ్గర ఆ గన్ను తోటి డ్రైవర్ని కాల్చేసిండు లెఫ్ట్ సైడ్ కాలుకు బుల్లెట్ కొట్టేసి ఇంకొక అబ్బాయిని అటు నుంచి రమ్మని ఆ ఇద్దరు కలిసి ఆ ఎర్ర బ్యాగు ఎర్ర బ్యాగులో డబ్బులు ఉండే బ్యాగ్ సంచి తీసేసుకొని పల్సర్ బైక్ మీద నంబర్ లేని పల్సర్ బైక్ మీద పరారైనరు ఆ యొక్క గన్ను కార్లోనే పడిపోయింది డ్రైవర్ పేరు డ్రైవర్ రంగు పరశురామ్ హాస్పిటల్ పంపించాను మీ పేరు నా పేరు నర్సయ్య వకలావరణం నర్సయ్య నేను ఎక్స్ సర్పంచ్ బొమ్మట్ నేను ఉండేది హౌసింగ్ బోర్డు ఇల్లు దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో శాంతినగర్ కాలనీలో గాంధీ మహాత్మునికి మందిరం కట్టారు ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతిపిత మందిరం చూపరులను ఆకర్షిస్తోంది ఆ మందిరం ప్లానింగ్ డిజైన్ ఎలివేషన్ శ్రీకాకుళం పట్టణానికి చెందిన క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ముని శ్రీనివాస్ ఇచ్చారు మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ చేతుల మీదుగా ఇంజనీర్ ముని శ్రీనివాస్కి సన్మానం జరిగింది आदित्यमालाहयामि स्थापयामि जयकासुत्रमावाहयामि स्थापयामि पूजयामि वास्तवार्चते पूजामि अस्मान् स्वामिषात् स्थापयामि पूजयामि वास्तवार्पदे क्षेमे हृमया कालमत्याः वा स्वस्तिविसदानः वा देवतमावाहयामि स्थापयामि पूजामि यस्वारूपाण्यामि संसकाशुषेव येन्द्रः हरिः Bheemili GVMC zone two Madhurawada PM Palem ఆరో వార్డు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ సమావేశం మరియు డివిజన్ సభ్యులతో పరిచయ వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీబిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చేస్తాము అని రాబోయే ఎన్నికల్లో రాజబాబుని గెలిపించి భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని తెలిపారు సిక్స్త్ వార్డు ప్రెసిడెంట్ దాస శ్రీనివాస్ గారికి అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా కూడా వారు ఉన్నారు ఇక్కడ అద్భుతమైన నాయకత్వం ఉంది చక్కగా అన్ని వివరాలు కవర్ చేసి చెప్పగల అద్భుత శక్తి ఉంది కాబట్టే మనకు నాయకుడు అయ్యాడు ఇప్పుడు మన పక్కన ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారు మన బివిలింగ్ ఇన్ఛార్జి కొరడ రాజా రాజాబాబు గారి గురించి రాజాబాబు గారి గురించి సమస్తం చెప్పారు ఆయన పట్టు ఎక్కువగా విక్రమకుడి గురించి మనందరూ తెలుసు పట్టు వదలని విక్రమార్కుడి గురించి మనకి ఏదైనా ఎవరైనా పట్టుకే పట్టు పెట్టారనుకోండి అరే విక్రమార్కుడు లాగా పట్టు పట్టేస్తాడు అని అంటారు విక్రమార్కుడు పట్టు లాంటిది మన రాజాపాల్ ఆయన మన బిల్డింగ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఒక పట్టు పట్టుకున్నాడు ఒకనొక టైంలో కొంతమందితో విభేదం వచ్చి ఆ రోజు నుంచి అద్భుతంగా ప్రతి మనిషిని కదిలిస్తూ పేరు పేరు గుర్తు పెట్టుకుంటూ మొత్తం అది ఏ పార్టీలోనే ఉండవండి ప్రతి మనిషి ఇంటికి కష్టానికి వెళ్ళి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన రాజాబాబు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే గుర్తు చేస్తున్నాను అంతే అలాంటి రాజాబాబు మనకి ఎప్పుడైతే ఇన్ఛార్జిగా వచ్చారో మనకి బలియం పెరిగింది బలం పెరిగింది అన్నీ పెరిగాయి ఇక్కడ మినిస్టర్ని ఎదుర్కోవడం ఇక్కడ మన మినిస్టర్ ఉన్నాడు ఎమ్మెల్యే వచ్చారు ఆయన ఎదుర్కోవాలి ఆయన ఎదుర్కోవడానికి సరైన నాయకుడు మనకు కావాలి లేకపోతే నిజంగా రాజాబాబే మనకి ఈ ఇన్ఛార్జిగా రాకుండా ఉండుంటే మనకి ఎలక్షన్ ముందు మన రెడ్డి సత్యనారాయణ గారికి ఏం జరిగిందో చెప్పారు ఆయన అవన్నీ మాకు అందరికి కూడా జరుగును చాలా అద్భుతమైన పోటీ ఇవ్వడం జరిగింది మనం అంతా కలిపి వెయ్యి లోపు ఓట్లుతోనే మనం ఓడిపోయాము నా ఉద్దేశం అయితే ఐదు వందల ఓట్లు మన పక్కన వచ్చింటాయి ఐదు వందల ముప్పై ఓట్లు వచ్చి ఉంటే మనమే విన్ అయ్యేవాళ్ళం ఆ ఐదు వందల ముప్పై కూడా మనం ఏమంటారండి మీరు ఓడిపోయిన అంటలేదు గెలిచాను అంటాను ఇప్పుడు మనకి రఘుబాబు వాళ్ళ అమ్మగారే మనకి కార్పొరేట్ అని చెప్పి నేను పిలుచుకున్నాను ఇప్పుడు కూడా ఆయన కార్పొరేట్ గారు అని అంటుంటున్నా ఉన్నా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల మాఘ స్నానాలకు ముస్తాబైంది మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లోని ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీర నది పాయల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం దీంతో మాఘ అమావాస్య రోజు మంజీరా నదిలో పుణ్య స్నానాలు చేసి వనదుర్గా మాతను దర్శించుకునేందుకు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలతో పాటు హైదరాబాద్ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివస్తారు మంగళవారం ఏడుపాయల్లో జరిగే మాఘ అమావాస్య జాతర ఉత్సవాలకు సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు అనుగుణంగా ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత నాలుగు రోజుల నుంచి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అమ్మవారి గుడి వద్ద భక్తుల కోసం క్యూ లైన్లతో పాటు వీవీఐపీలు కోసం ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు రంగురంగుల విద్యుత్ దీపాలు పూలమాలలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు నాగ్సానిపల్లె రూట్లో వచ్చే భక్తుల కోసం చెలిమికుంట వద్ద పోతంశెట్టిపల్లె వైపు నుంచి వచ్చే భక్తుల కోసం మంజీరా నది మొదటి బ్రిడ్జి వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు మాఘ స్నానాల కోసం ఆలయం వద్ద షవర్లు ఏర్పాటు చేశారు మహిళలు బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు మాఘ అమావాస్య ఉత్సవాలకు ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం భక్తుల కోసం మెదక్ నుంచి మూడు ప్రత్యేక బస్సులు నడుస్తాయి తాగునీటి కోసం ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేశాం భక్తులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి దుర్గమ్మను దర్శించుకోవాలని ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఏడుపాయలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు నమస్తే మేడం నమస్తే Thank you. దేవస్థానము ఈ దేవస్థానం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రము ఇక్కడ ప్రతి ఏటా మాఘ అమావాస్య మరియు మహాశివరాత్రి ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము రేపు అనగా ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు మా స్థానాలకు ఎంతో మన మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేల భక్తులు ఇక్కడికి స్నానాలకు ఇచ్చేస్తారు స్నానాలు చేసి అమ్మవారి మొక్కును చెల్లించుకుంటారు వాళ్ళ ఏర్పాట్ల గురించి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మనమే కాకుండా పోలీస్ శాఖ వారు వైద్య శాఖ వారు మరియు ఆర్డబ్ల్యూఎస్ వారు ఇరిగేషన్ వారు ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్న శాఖల ఏవే ఉన్నాయో వాళ్ళందరూ గిట అన్ని పనులు వాళ్ళ నిమగ్నంలో ఉన్నారు ఇప్పటికిప్పుడే మూడు షవర్లు గిట ఏర్పాటైనవి టెండాల్స్ మరియు వైద్య శాఖ నీటి తాగునీటి గురించి ఆర్టీసీ వాళ్ళు గిట రేపు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ గిట ఏర్పాట్లు చేశారు నేను గిట దేవాదాయ శాఖ నుంచి గిట అన్ని ఏర్పాట్లు క్యూ లైన్స్ మరియు ఫెండాల్స్ మరియు లైటింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తాము అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ వచ్చిన భక్తుల గిట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మా కలెక్టర్ గారి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వచ్చిన భక్తులందరూ మాస్క్ ధరించి డిస్టెన్స్ పాటించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మీ ద్వారా కోరుచున్నాము అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ మరిన్ని డీటెయిల్స్ కోసమై చూస్తూనే ఉండండి